కార్యక్రమానికి సంబంధించిన ఈ ఆశ్రయించినటువంటి శ్రీ వెంకటేశ్వర వారికి గోవింద నందమూరి తారక రామారావు గారు ఇంటిలో సందర్భంగా కలుస్తున్నాం కాబట్టి శ్రీ ఎన్టీ రామారావు గారికి రామారావు గారు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్ మనం ఎన్నో పుస్తకాలలో వాటిలో చదువుకోవడం స్వర్గీయ అనేటువంటి వరల్డ్ కేకులు కానీ వాళ్ళ కేక్ కూడా పెట్టబోతున్నాం వాళ్ళ మనలో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనసులో మంచి పని చేయడానికి వాళ్ళే కాల్చి ఈ రోజున ఒక రోజున తెలుగు అంటే ఎవరికి తెలియదు తెలుగు వాడు అంటే ఎవరికి తెలియదు అలాంటిది శ్రీ మందమూరి తారక రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయ్యి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా అంటే ఏంటి మన ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటి అనేది చాలా తెలియజేశారు ఈరోజు కూడా ఆయన నేను ఈరోజు మనకు ఉన్నప్పటికీ ఆయన అన్ని శాఖలు అందరిలోనూ ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎవరైతే కార్యకర్తలు ముందుకొచ్చే కార్యక్రమం చేశారో వాళ్ళకి తర్వాత వాళ్ళతో పాటు ఈ రక్షించడానికి మనకి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి ఆస్పత్రి వాళ్ళకి ధన్యవాదాలు ఇలాగే మీరు ముందుకు ముందుకొచ్చి అన్నికంటే ముఖ్యంగా ఒక నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను బొంబాయిలో వచ్చాను ఎవరైనా తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడే లైటింగ్ బాగుంది లైటింగ్ ఆశగా ఎదురు చూసేవాళ్ళు ఈ రోజున నాకు డెబ్బై లక్షల మంది ఏదో సందర్భంగా భేదాలు లేకుండా ఒకటి ఏ పెళ్లి జీవనం తప్ప మిగిలిన టైంలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకుని మనం అందరూ కూడా ఐక్యంగా ఉన్నామంటే మనం ఏ ఖండాంతరాలకు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఏది కావాలంటే అది సాధించగలం కాబట్టి ఇలాగే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేసి పక్కన చిన్న తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ కొన్ని కొన్ని వర్డ్స్ ఇదవుతున్నాయి తెలియదండి ఈ లీఫ్లెట్ మీరు ఇంగ్లీష్లో కూడా ప్రింట్ చేసి ఉంటే రక్తదానం తెలుగు వాళ్ళు ఒకరికే కాదు రక్తదానం ఎవరైనా ఇవ్వచ్చు నెక్స్ట్ టైం నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ బ్యానరు తర్వాత ఈ టికెట్లు కూడా మీరు హిందీలో ఇంగ్లీష్లో ప్రింట్ చేస్తే మీ రక్తదానం ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది తెలుగువాడు ఐక్యంగా ఉండాలంటున్నాను కానీ ప్రతి తెలుగువాడు కావాలి ఎవరి మీద పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి మార్పులు కార్యక్రమం మీరు మొదలుపెట్టినట్టు ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్లో తయారు చేసి బ్యానర్ కూడా తయారు ఇంకా చాలా మంచి రెస్పాన్స్ ఇలాంటి ఎవరినైనా ఏం చేయకపోయింది వాళ్ళకి కూడా తెలియాలి ఇదేంటి మనం తెలుగు వాళ్ళ కోసం చేసేది కాదు మీ వాళ్ళ తరఫున అందరికీ పనికొచ్చేది కాబట్టి నెక్స్ట్ తర్వాత ఈ రోజు నేను ఒక తెలివాడుగా నన్ను ఇక్కడ చూసి మీరు గౌరవించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయిపోయిందా డాక్టర్లు తిన్నారా డాక్టర్ సురేష్ బాబు గారు నమస్కారం నా పేరు సురేష్ బాబు మాది గుంటూరు నేను ఇక్కడ సిర్పూరు సురేష్ పనిచేస్తున్నాను ఇరవై ఏళ్ళుగా వంటిలో ఉంటాము అంతకుముందు జైపూర్లో రాజస్థాన్లో ఢిల్లీలో పనిచేసి వచ్చాము మొట్టమొదటిగా ఈ గుడికి విజయ్ కుమార్ గారి ద్వారా ఓటర్ ఈ గుడి కూడా అనుభవ సంబంధం ఉంది ఈ రకంగా తెలుగు వాళ్ళందరూ కలిసి మన నలుగురు తారక రామారావు గారిని మన యొక్క తెలుగు వారిని అందరినీ చోట చేసి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముఖ్యంగా శరత్ అతని యొక్క మిత్ర బృందానికి క్లియర్ రావట్లా వాయిస్ రాదు దగ్గరికి వస్తే ఉంది ఇక్కడ నుంచి వస్తుంది ఏదైనా ఇక్కడ వీళ్ళందరూ పక్కలు ఇస్తే కరెక్ట్గా వస్తుంది ఏదైనా గైడెన్స్ అవైలబుల్గా వెంకటేశ్వర గుడి సన్నిధిలో మాట్లాడుతున్నాం కాబట్టి స్వయంగా న్యూ బాంబేలో కార్యక్రమము గుడి ప్రస్థానం జరగబోతున్నది కొన్ని ఆటంకాలు ఉన్నాయి త్వరలో ఇది అవుతుందని పెద్ద ఎత్తున మనం నిజమైన తిరుపతి స్వామివారి ప్రతినిధి యొక్క స్థలంలో త్వరలో కలుసుకుందామని ఆశిస్తున్నాను అందరి ప్రయత్నం జరుగుతుంది ఎంత త్వరగా అవుతుంది అనేది సమయం ఫ్రీగా వేయించాలని మనందరం దానికోసం ఎదుగుతాము నలుగురు తారక స్మరించుకుంటూ తెలుగు వారందరికీ ఒకసారి సెలవు మాట్లాడే వాళ్ళ బ్యానర్ పక్క నుంచి మాట్లాడమని క్లియర్గా వచ్చేసి madam contribution will help society, every person, every patient who receives your blood. Um, ideally, when we say blood donation, one unit of blood that we collect, that is 350 ml, uh, we can save three patients' lives. Uh, from, yes, from the one uh, blood unit, we are preparing blood components like plasma, platelets, thalassemia patients. I don't know if you've heard of thalassemia. It's a condition where um, a child is born but cannot produce blood cells of their own. So they require blood transfusion every 15 days. Otherwise, they will not survive. So these are different situations where we have to constantly support like, uh, uh, blood donation. We can get blood only donors like you And you know, so far there's not been any invention where we can produce blood. We cannot manufacture blood. We can only get it from other human beings. So we thank you very much for your valuable contribution and thank you so much for taking this initiative because I think it's a wonderful cause and uh, to each one of you who are here today NTR పడిపోతుంది ఎన్టీఆర్ ప్లేస్ కానీ వచ్చేస్తున్నాడు కరెక్ట్గా వస్తుంది అక్కడ పెద్ద మాట్లాడమను ఏమొస్తుంది ఏమో కెమెరాలో